ప్రభనేసు క్రీస్తు వారి నామలు అందరికీ శుభాభివందనములు గ్రేస్ చర్చి తరఫున మీ అందరికీ ప్రత్యేక శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా మరి యొక్క ఉదయకాల సమయమును మనం ఈ రీతిగా కలుసుకోగలుగుతున్నాం దేవుడిచ్చిన మహాకృపను బట్టి మనల్ని దేవుడు ప్రేమించాడు కనుక ప్రియులరా కొన్ని వాక్య భాగాలని మనం చూసుకుందాం మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేయబడిన కృపావాక్యం దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మన జీవితంలో ఎన్నున్నాయి ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ప్రియులరా ఎఫ్ఈసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు వచనం మనం ధ్యానించుకుందాం ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారు ఇక్కడ దేవుని లేఖనం మనం పరిశీలించినట్లయితే నిజంగా దేవుని కృప అనేది దేవుడిచ్చిన గొప్ప గొప్ప ఐశ్వర్యం ఇది మనకి దేవుని సన్నిధి అనేది దేవుడిచ్చిన గొప్ప ఐశ్వర్యం ప్రియులరా దేవుడు కరుణ కలిగిన దేవుడు గనక మనం చేసిన ప్రతి అపరాధమును పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు ప్రియులారా ఆయన చనిపోయాడు మనం కూడా బాప్తిస్ మందు చనిపోయాం ఆయనతో ఆయన మరణములో పాలుభాగస్తులుగా ఉన్నాం మరలా తిరిగి ఆయన మూడో దినాన పునరుద్ధరణడై లేచాడు మరణాన్ని గెలిచి లేచాడు కనుక మనం కూడా ఆయనతో పాటు లేప లేపబడబోతున్నాం రేపు నిత్యరాజ్యంలో వారసులు ఉండబోతున్నాం కాబట్టి దేవుడిచ్చిన ఆ కృప అది కరుణ సంపన్నత కనుక ప్రియులరా నిజంగా మనం ఎంతో ధన్యులు అదేవిధంగా మరి రిచెస్ ఆఫ్ గ్రేస్ దేవుడిచ్చిన కృప ఐశ్వర్యాల్లో ఎఫ్ఎసి ఒకటి ఏడు వచ్చిన మనం చూసినట్లయితే ప్రియులరా దేవుని కృప మహేదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధ అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అంటున్నాడు ప్రియులారు మనం చూసినట్టే ఆయన కృప మహిదైశ్వర్యం ఏందయ్య అంటే ఆయన రక్తం వల్ల మనకు విమోచనం కలిగింది పరిశుద్ధుడైన రక్తము ఈ భూమి మీద కార్చబడితేనే పాపులైన వారందరూ విమోచించబడతారు ఆయన మహాపరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరం విమోచించబడ్డాం కనుక ఆయన కృప మహేదైశ్వర్యం అది ప్రియులారు కనుక మన అపరాధాలని దేవుడు క్షమించాడు మన అపరాధాలని క్షమించి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు కనుక మరి ఆయన ఇచ్చే అనుగ్రహైశ్వర్యము మరొకటి మనం చూసినట్టయితే ఆయన యొక్క ఐశ్వర్యాల్లో రోమా రెండవ అధ్యాయము నాలుగు వచ్చిన చూసుకుందాం ప్రియులారా లేదా దేవుని అనుగ్రహం మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏదన్నా పాపం చేసినప్పుడు మనం దేవుని ఎదుటికి వచ్చి మారు మనసు పొందితే పడితే ఆ పాపాలన్నీ కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తానంటున్నాడు దేవుడికి దేవుడు మానవుడికి మరి అవకాశం అది దేవుడు అనుగ్రహైశ్వర్యం ఐశ్వర్యం ఏందంటే ఆయన ఎదుట మనం పడినప్పుడు పవిత్రులుగా మార్చబడతాం కనుక అందుకనే మన పాపను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతుని మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు ఆయన్ని వారసులుగా చేస్తున్నాడు కనుక ప్రియులారా ఇంత గొప్ప అనే దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అందును బట్టి దేవుని స్థుతించి కనపడదాం ఉదయకాల సమయంలో మీ హృదయాలను దేవుని దేవుని వైపు తిప్పండి సిద్ధపాటు చేసుకోండి వాక్యం వినటానికి ప్రియులారా ఈ వాక్యములను వీక్షిస్తున్న మీ అందరికి ప్రత్యేక వందనాలు ఈ గ్రేస్ చర్చి తరపున ఇక వాక్యములు అందించబడుతున్నాయి కనుక మీరు మీకు కుటుంబాలు ఆశీర్వదించబడాలని వీటి ద్వారా ఆదరణ పొందాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యమును ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపర్లకు తండ్రి జీవాధిపతి మీకు కొందనాలు మీరు ఇచ్చిన ఐశ్వర్యంలో నిక మారు మనసు పొందుటకు మీరు అనుగ్రహించిన అనుగ్రహ ఐశ్వర్యం బట్టి మీ కృపను బట్టి మీకు కొందనాలయ మరి ప్రభా మీ కరుణా సంపదను బట్టి సంపన్నతను బట్టి మీకు కొందనాలయ దాని ద్వారా సచ్చిన వారమైన మేము అనగా పాపంలో సచ్చిన వారమైన మమ్మల్ని మీరు బ్రతికించారయ్యా మీ రక్తంతో బ్రతికించారు పరిశుద్ధులుగా చేశారు అందును బట్టి కొందనాలు మా పిల్లలు బ్రీలను కూడా దీవించే రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి రక్షణ కలిగిన వారికి రక్షణ కాపాడుకున్నట్టు కృప చూపించి మమ్మల్ని దీవించి బ్లస్ చేయమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనం అడిగి వేడుకుని ప్రార్థించినాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యూఆల్ మన తండ్రి దేవుని ప్రేమ కృపా కనికరం ఎల్లప్పుడు తోడే నడిపించను గాక ఆమెన్ అందరికీ వందనాలండి మరొక ఉదయకాలమును కలుద్దాం గాడ్ బ్లస్ యూ